మరి ఇక్కడ జరుగుతున్న సమయంలో కరెంటు వీకేశారు కరెంటు వీకేసాడు ఏమైనా తెలిస్తే మాత్రం ఇక్కడ మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు ఒప్పుకోలేరు వాడు అధికారైతే అయితే వారిని ఇమీడియట్ సస్పెండ్ చేసి ఏర్పాటు చేసిన సంగతి తెలుపు